hi friends welcome to my channel ఈ వీడియోలో చిక్కుడుకాయ వేపుడు సులువుగా ఎక్కువ ఆయిల్ అవసరం లేకుండా అంతేకాకుండా ఎంతో రుచిగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దీని తయారీకి కావలసిన పదార్థాలు సుమారు అరగంట ఉప్పు నీళ్ళలో నానబెట్టి కడిగి శుభ్రం చేసుకున్న చిక్కుడుకాయ ముక్కలు ఒక కప్పు ఉప్పు రుచికి సరిపడా కారం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ నూనె తగినంత కరివేపాకు ఒక రెమ్మ పసుపు కొద్దిగా తయారు చేయ విధానం ముందుగా చిక్కుడుకాయ ముక్కల్ని కుక్కర్లో తీసుకుని తగినన్ని నీళ్లు పోసి కొద్దిగా పసుపు వేసి మూత పెట్టేసేసి ఒక్క విజిల్ రానివ్వాలి విజిల్ వచ్చేసింది కదా చూడండి చిక్కుడుకాయ ముక్కలు చక్కగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు వీటిని ఒక చిల్లుల బొట్టులోకి తీసేసుకుందాం ఇలా చేయడం వల్ల నీరు అంతా కిందకి దిగిపోయి చిక్కుడుకాయ ముక్కలు మాత్రం పైన మిగులుతాయి అన్నమాట ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసి అది కాగాక జీలకర్ర కరివేపాకు కూడా వేసి అవి కొద్దిగా వేగాక చిక్కుడుకాయ ముక్కలు పక్కన పెట్టుకున్నాం కదా వాటిని కూడా ఇందులో వేసి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ముక్కలకి సరిపడా ఉప్పు వేసి మొత్తం కలిసేలాగా చక్కగా కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలన్నమాట మధ్య మధ్యలో మూత తీసి ఒక్కసారి కలుపుకుంటూ ఉండాలి చూడండి చక్కగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు దీంట్లో సరిపడా కారం వేసి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇందులో మీకు ఒకవేళ కావాలంటే కనుక ఉల్లిపాయ ముక్కలు కూడా ఉపయోగించుకోవచ్చు అంతే వేపుడు చక్కగా తయారైపోయింది దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చూసారు కదా ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ వేపుడు తయారైపోయింది ఇది అన్నంలో తిన్నా లేకపోతే చపాతీలో తిన్నా సరే చాలా బాగుంటుంది బ్యాచులర్స్ అయితే తొందరగా చేసేసుకోవచ్చు కూడా కావాలంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి తరువాత పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ